hello everyone welcome to RK tutorial Andhra Pradesh రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు చాలా పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఈ యొక్క మీటింగ్ అయితే నిర్వహించి జనవరిలో పోలీస్ ఖాళీల భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈసారి మాత్రము చాలా భారీ ఎత్తున ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా మనకైతే అధికారికంగా ప్రకటించారండి సో ఇది డీజీపీ గారే స్వయాన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది అయితే సైబర్ నేరాల దర్యాప్తుపై జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో ఈ వివరాలు మనకు వెల్లడించడము జరిగింది మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు పేపర్లోనే రావడం జరిగిందండి ఇటీవల సో మరి చూద్దాం ఒకసారి క్లియర్గా అసలు ఏం మాట్లాడారు వీరు అసలు ఏంటి అని చెప్పేసి యా జనవరిలో పోలీస్ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించడం జరిగింది సైబర్ నేరాల దర్యాప్తులో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా రాబోయే ఏడాదిలో ఇరవై వేల మంది పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నామని డీజీపీ గారు తెలియచేయడం అయితే జరిగింది మరి నివేదిక విడుదల సందర్భంగా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం అయితే జరిగిందండి ఓకేనా ఏదో స్టేట్మెంట్ అయితే మామూలుగా ఇవ్వలేదు విలేకరుల సమక్షంలోనే ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడము జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో ప్రస్తుతము పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో త్వరలో అరవై శాతం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా మనం చేయడము ఇక్కడైతే చూడవచ్చండి అంటే ఖచ్చితంగా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి జనవరిలో పోలీస్ నోటిఫికేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ యొక్క ప్రకటన కనుక మనం చూసినట్లయితే అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన డౌట్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ మనకు సెప్టెంబర్లోనే నాలుగు వందల యాభై ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పారు అది కూడా చేయలేదు మేబీ చాలా తక్కువగా ఉన్నాయి ఇంత చిన్న రిక్రూట్మెంట్ ఎందుకు అనుకొని వదిలేసినట్టున్నారు అంతేకాకుండా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పారు మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కూడా లేదు కానీ పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క ఖాళీలు ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నాము జనవరిలో నోటిఫికేషన్ రాబోతుంది అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మరి ఏ విధంగా చేస్తారు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదండి సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున భర్తీ చేస్తామన్నట్లుగా ఆ విధంగా చేస్తారా లేదా ఒకేసారి అన్ని పోస్టులను భర్తీ చేస్తారా అనేది మాత్రం తెలియదండి కానీ జనవరిలో మాత్రం నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ పేపర్ క్లిప్ను నేను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చదవండి ఓకేనా సో మరి అందరు కూడా ప్రిపరేషన్ అయితే సాగించండి ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనము చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది పోలీస్ అభ్యర్థులు ముందుగా ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అయితే చూడాలి ఓకేనా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి తెలుసుకోవడము చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము దానిలో భాగంగానే మీకైతే మరి ఉచితంగా పోలీస్ కానిస్టేబుల్ పేపర్స్ అన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుందండి సో మరి ఒకటవ తారీఖు ఈ అప్డేట్ అయితే ఉంటుంది జనవరి ఫస్ట్న వన్ ఇయర్ మ్యాగ్జిన్ అయితే విడుదల చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ దాంతో పాటుగా ఉచితంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా విడుదల చేస్తాను ఓకేనా అంతేకాకుండా క్లాసెస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి సో అన్నీ కూడా ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు ఓకేనా all the best to everyone bye